మాట్లాడతాం తెలంగాణ నేల నేలంతా స్వాగతం కరువాయి పాపన్న సాహసమైతాం దొడ్డి కొమురయ్యా ఐలమ్మల గుజు పలుబడతాం ఉద్యమాల అగ్గి జ్వాల లెగిసి పడదా காட்டு குமரம் திவ்வார నిండు మనసు నిజం బాదు గుండె తాకుదాం అడ పసుపు చెరుకు గాయపడ్డ గుండె Vamos కానాలకు ప్రాణమ